తపస్య అంటే ఏంటి తపస్య అనే ఒక ప్రక్రియ ఏంటి అంటే మనల్ని మనం నియంత్రించుకోవడం స్వీయ నియంత్రణ అంటాం అంటే నిన్ను నువ్వు నియంత్రించుకోవడం మన యొక్క ఇంద్రియాలను మన మనస్సును మన బుద్ధిని మన యొక్క చిత్తాన్ని ఈ అంగాలను అన్నిటినీ కూడా నియంత్రించుకోవడం ఇది తపస్య సాధారణంగా మనం ఏదైనా నియంత్రించుకోవడానికి కారణం ఏమిటి అంటే విధి లేక ఉదాహరణకు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు డాక్టర్ చెప్తారు ఇది తినొద్దు అది తినొద్దు ఇంకా విధి లేక అప్పుడు తినకుండా పోవడం బలవంతంగా ఇంక లేకపోతే ఏమవుతుందో అనే ఒక బరువుగా నియంత్రించుకునేది కాదు అది తపస్సే కాదు నిజంగా నాకు ఏం కావాలా నేనేం చేస్తున్నాను దాన్ని తగినట్టుగా నడుచుకుంటున్నానా నేనేదో కోరుకునేది ఒకటి చేసేది ఒకటి అవుతోందా అని దానికి దానికి తగినటువంటి దాన్ని ఏర్పరచుకొని ఆ విధంగా నడుచుకుంటూ పోవడం తపస్య నేను ఇటువంటి పనికి పూనుకున్నాను కాబట్టి ఈ పనిని చక్కగా చేయడానికి నేను ఈ విధంగా నడుచుకుంటాను అని నీకు నువ్వు నియంత్రించుకుంటే అది తపస్సే అప్పుడు నీ ఉద్యోగం చేయడము అనేది కూడా ఒక తపస్సే ఇప్పుడు వివాహం కూడా ఒక తపస్సే కావచ్చా తపస్సే కావచ్చు కరెక్ట్ వ్యాపారం ఒక తపస్సే కావచ్చా వ్యాపారం ఒక తపస్సే కావచ్చు అడ్మినిస్ట్రేషన్ ఒక తపస్సే కావచ్చు ఒక పరిశోధన చేస్తున్నావు ఏదో ఒక రంగంలో నువ్వు పరిశోధన చేస్తున్నావు తపస్సే కావచ్చా ఒక విద్యార్థిగా నువ్వు చదువుకుంటున్నావు అది తపస్సే కావచ్చు దేన్నైనా ఒక తపస్యగా ఎలా నడుచుకోవాలా ఎలా చేయాలా అనేది మనకు భగవద్గీతలో పదిహేడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా ఇచ్చారు అయితే దీన్ని ఆచరించడానికి ఒక ముఖ్యమైన ఒకటి గురు మూలకంగా తెలుసుకోవాలని చెప్తుంది ఎవరైతే తపశ్చర్యను చేస్తున్నారో వాళ్ళతో పాటు ఉంటే నీకు దాని తపశ్చర్య అర్థం తపశ్చర్యను చక్కగా ఆచరించి అనుష్ఠానం చేసుకుంటున్న వ్యక్తి ద్వారా పొందడం చాలా ముఖ్యం వాళ్ళే గురువులు నేను కూడా దీని యొక్క లోతు తెలుసుకోవాలి కదా నేను కూడా దీనిలో ఒక ఉన్నత స్థాయిని చేరుకోవాలి కదా అనే ప్రేరణ కలిగేదే తపశ్చర్యకు చాలా ముఖ్యమైన మెట్టు నీకు నీలో ఒక ప్రేరణ కలగాల ఏమని నేను ఇలా నడుచుకోవాలని ఆ ప్రేరణను కలిగించడానికి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అర్జునుడు విన్నాడు కృష్ణుడు కాకుండా ఇంకోరు చెప్పింటే అర్జునుడు వినేవాడో కాదు తెలియదు ఇన్ని ప్రశ్నలు వచ్చేవో కాదు తెలియదు అలాగే కృష్ణుడు కూడా అందరికీ చెప్పినట్టు చెప్పలేదు అర్జునుడికి చాలా విశేషంగా చెప్పాడు రెండోది ఏంటి అది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండకపోతే కృష్ణ ఎవరైనా నాకు ఎందుకు చెప్తావు అన్నాడు అనుకో అయిపోయేదే కాదు కదా ఆ తెలుసుకోవాలనే తపన ఒక తపస్సు అతని తపశ్చర్యకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అతనికి ఇవన్నీ బోధించాడు అందుకే అర్జునులో ఆ ఒక మార్పు కలిగింది ఆ మార్పు కలిగి తాను చేయదలుచుకున్నదని సంపూర్ణంగా చేయగలిగాడు సో ఈ విధంగా ప్రపంచంలో మనం ఏమైనా సరే చేయదలుచుకుంటే తపశ్చర్య చాలా ముఖ్యం తపశ్చర్య కావాల్సిందే మనం కొద్దో గొప్ప తెలుసో తెలియకో హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా చేస్తున్న తపశ్చర్య కారణంగానే ఈరోజు మనం ఏమైనా సాధించామంటే దాని నుంచి మయా బాగున్నాం అంటే బాగున్నానండి అన్నారనుకో ఆ బాగుండడానికి వెనక కొత్త గొప్ప తపశ్చర్య ఉంది అందుకు బాగుంది ఎన్నో దేశాలు కుప్పకూలిపోతున్నాయి ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు ప్రపంచం ఒక విధమైన వినాశనం కలుగుతోంది అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ తపశ్చర్య తెలవదు ఈ పరిస్థితులన్నీ ఒకసారి మీరు గమనిస్తే దీని వెనకల ఉన్నటువంటి ముఖ్యమైన కారణాన్ని మనం గుర్తించగలుగుతాం ఈరోజు మనం మన భారతదేశంలో మనం ఎంత హాయిగా ఎంత బాగా ఎంత చక్కగా ఉన్నామంటే మనది కాదు మన పూర్వీకులు చేసినటువంటి తపశ్చర్య యొక్క కారణం మీకు నేను చెప్తుంటే మీకు చక్కగా అర్థమవుతుంది అంటే ఆ జెనటికల్ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానం అన్నమాట మన జెనటికల్ ఆర్డర్ ఎట్లా మనం చాలా సులభంగా దీన్ని గ్రహించగలం మన అదృష్టం కొద్దీ మొట్టమొదట మనం మనుషులై పుట్టాం ఈ ఆలోచన మనుషులకే కలుగుతుంది కాబట్టి మనిషిగా పుట్టడమే ఏదో ఒక గొప్ప అటువంటి మనిషిగా పుట్టిన వాడు భారతదేశంలో పుట్టడం ఎంతో పుణ్యం చేసుకున్నాడు ఒక గురు పరంపరలో ఒక గురువు యొక్క నిజుడైతే మీకు రెండో జన్మ కనుక ఉపదేశం కలిగి ఉంటే మీకు మీరు ఇంకెంత ఎంతో మంది మహనీయులు భారతదేశానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళ దేశంలో దొరకంది భారతదేశంలో దొరుకుతుందని తెలుసుకుని ఇక్కడ వచ్చి జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి అందజేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎక్కడో పుట్టినా మనం అదృష్టం కొద్దీ ఇక్కడే పుట్టాం కానీ మనం తెలుసుకోకుండా పోతే ఎంత దురదృష్టం కదా మనిషిగా పుట్టి భారతదేశంలో పుట్టి ఒక గురు పరంపరలోకి వచ్చి ఇవన్నీ చేసి తపశ్చర్యను తెలుసుకోకపోతే వృధా అయిపోయింది ఈ తపశ్చర్య అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఇది ఇది కనుక మనిషికి దొరికింది అనుకోండి నాకు మీరు ఎస్ఎస్వై చేశారా ఇంకోటి చేశారా మరోటి చేశారా నాకు దాంతో సంబంధం లేదు మీకు గనుక నిజంగా అంతరంగంలో ప్రయాణం చేయాలా తపశ్చర్య అనే దాన్ని తెలుసుకుని ఆచరించాలా అని ఎవరికి ఉన్నా కూడా ఒక గురువు యొక్క ఉపదేశాన్ని పొందిండాలి తప్పకుండా ఏ గురువు అయినా పర్వాలేదు ఎవరో ఒక గురువు యొక్క ఉపదేశాన్ని ఉంటే మీకు ఈ తపశ్చర్య తప్పకుండా దొరుకుతుంది అది చేయడానికి మీరు అర్హులు నీలో కనుక ఒక ప్రేరణ కలిగింది నీలో ఒక చిన్న దీపం వెలుగుతోంది ఆ దీపం చెప్తోంది ఏమని ఏ నేను ఈ వెలుతురులో ప్రయాణించాలా అనే ఒక భావాన్ని కల్పించి రండి తపశ్చర్య నేర్చుకో ఆ తపశ్చర్యను సాధిస్తాం చేయాలి ఆచరించాలి తప్పకుండా ఆచరించాలి